కడప జిల్లా పేరు చెబితేనే కరువు చేసే కరాల దృశ్యాలు కళ్ల ముందు సాక్షాత్కారమవుతాయి అలాంటి కడపలు కన్నీళ్లు పారడం కాదు కందులు పండించడం కూడా సాధ్యమేనంటున్నారు ఇక్కడి రైతులు సుస్థిర వ్యవసాయ కేంద్రం సాయంతో పెట్టుబడి లేని వ్యవసాయ పద్ధతిలో ఆ దిశగా అడుగులు వేస్తున్నారు భూమిని నమ్ముకున్న వారు కొత్త ఆశలతో మట్టిని మరోసారి తమ గుండెలకు హత్తుకుంటున్నారు రాళ్ళు రక్కలతో వీడుబారిన భూమిలో కొండను తొలిచి మట్టిని పిసికి విత్తుకు ప్రాణం పోస్తున్నారు నమస్తే మేడం నా పేరు పార్వతమ్మ మాది తాళపల్లె గ్రామము వేంపల్లె మండలం కడప జిల్లా నేను తాళపల్లెకు ఐసీఆర్పిగా పనిచేస్తున్నాను మేము మొట్టమొదట ఇక్కడ పెద్ద కొండలాగా ఉండేది మేడం మా పేరెంట్స్ నేను మ్యారేజ్ కాకముందే అంతా కొక్కిలని తీసుకొచ్చి అంతా సదును చేసినాం మేడం భూమి సదును చేసిన తర్వాత అందరూ ఈ రాళ్ళల్లో ఏం పండిస్తారు ఏమొచ్చు అది పొలం అన్నారు అయినప్పటికీ మేము కష్టపడి ఈ రాళ్ళన్నీ డబ్బులు పెట్టి తీపిచ్చుకున్నాము కొద్ది రోజులు అయిన తర్వాత మళ్ళీ ఉపాధి తరపున కూడా గవర్నమెంట్ వారు మాకు వీళ్ళు పేదోళ్ళు అని చెప్పి ఇవి రాళ్ళు ఏర్పించడం అట్లా చేపించినారు మేడం పని చేపించిన తర్వాత ఫస్ట్ కంది వేసినాం కంది వేసినప్పుడు అప్పుడు కూడా వర్షాధారానికి మేడం వేసినప్పుడు బాగా వర్షాలు పడినాయి అప్పుడు మొదట నాకు మ్యారేజ్ కాకముందు వర్షాలు బాగా భారీగా పడుతున్నాయి అప్పుడు పడే టైంలో కంది బాగా పండింది మేడం కందులు కూడా బాగా లావుగా గింజ పండింది రేటు కూడా బాగా పోయింది అప్పుడు రెండు బస్తాలు అయినాయి మేడం ఒట్టి కంది మాత్రం వేసినాం ఫస్ట్ ఫస్ట్ మొదట కాబట్టి ఆ తర్వాత పత్తి వేసినాం మేడం పత్తి కూడా బాగా వచ్చింది పంట వచ్చిన తర్వాత మళ్ళీ అట్లే ఇంకా వదిలేసినాం మేడం వర్షాలు సరిగా రాక వదిలేసినాము మళ్ళీ తర్వాత నేను ఐసీఆర్పీగా సెలెక్ట్ అయిన తర్వాత మీ సొంత పొలంలో జడ్బిఎన్ఎఫ్ చేయాలి అని మా Adinarayana sir Janardhan sir Gangulappa sir గారు వచ్చి మమ్మల్ని మా విలేజ్లోకి వచ్చి ఇట్లా అని చేసిన తర్వాత మేము సరే అని చెప్పి సార్ మాకు వర్షాలు పడడం లేదు ఎంత రాళ్ళు ఉన్నవి మేము ఎలా పండించుకోగలము అని సార్ గారిని అడిగితే ఇది డ్రై సోయింగ్ వాటర్ చేద్దామ్మా అని చెప్పి మా సార్ వాళ్ళు ధైర్యం చెప్పినారు సరే మొదట పంట పెడతాను నేను కదా ఇప్పుడు కూడా చేద్దామని చెప్పి ధైర్యం చేసి నేను ఫస్ట్ ఒట్టి దుమ్ము మేడం మేము చేద్దాం చేసేటప్పుడు కూడా డాక్టర్ ఆయన వచ్చి అమ్మ ఎందుకు ఇవి కందులు వేయడము వేస్ట్ అని చెప్పి ఆయన అన్నాడు డబ్బులు నాకు ఇచ్చాను నేను తీసుకొని పోవడం కాదు కానీ ఈ డబ్బులు చేసి నేను నాకు వృధమ్మా ఇబ్బంది ఎందుకు పాపం ఇంత డబ్బులు అని అంటే పర్వాలేదు మా సార్ వాళ్ళు చెప్పినారు చేయండి అని చెప్పి నేను ఆయనకు డబ్బులు ఇచ్చేసిన మేడం దుక్కి దున్ని తర్వాత మళ్ళీ తర్వాత దుక్కి దున్నినప్పుడు ఘనజీవామృతము వంద కేజీలు దిబ్బ ఎరువుతో కలిపి వేసిన మేడం దుక్కి దున్ని వేసిన తర్వాత మళ్ళీ సార్ వాళ్ళు కందులు ఇచ్చినారు మా సిఏ గారు కూడా వచ్చి మా ఐసీఆర్పీలు అందరం వచ్చి ఈ కందులు డ్రేస్ వాటింగ్ వాటర్ చేయాలని చెప్పి అందరం కలిసి ఈ కందులు అక్కడ జెడ్బిఎన్ఎఫ్ కందులే మేడం ఇవి ఇతను శుద్ధి చేసి కందులు వేసేసినాం మేడం ఆ రోజు కందులు వేసే రోజు కూడా ఎద్దులతో వేయించిన మేడం ఎద్దులు వేసి ఇచ్చే రోజు ఆయన కూడా అన్నారు అమ్మ ఇది ఒట్టిద్దు ముందు ఉంది మా ఎద్దులు మడకలు ఇరిగిపోతాయి ఈ రాళ్ళల్లో నేను వేయలేనమ్మా అన్నాడు మేడం ఆయన అంటే లేదు పర్వాలేదయ్యా ఎట్లా మేము ఫస్ట్ మొదట సాగు చేస్తాను భూమి మీరు వేయండి అని చెప్పి సిఏఐసిఆర్పీలం అందరం కలిసి ఈ డ్రై సోయింగ్ వాటర్కు ఒట్టి దుమ్ములోనే వేసిపోయినాం మేడం కందులు వేసిపోయినాం మధ్యాహ్నం భారీ ఎండ పెట్టింది పోయిన రాత్రికే వర్షం భారీగా పడింది మేడం మేము చాలా సంతోషపడినాం ఈ మా జెడ్బీఎన్ఎఫ్లో పవర్ ఉంది ఖచ్చితంగా ఈ కనులు పండుతాయని మేము చాలా హ్యాపీగా ఉన్నాం అప్పటికి వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ రెండు రోజులు మూడు రోజులు మధ్య మధ్యలో చిన్న చిన్న తుంపర్లు వర్షం పడింది వర్షం పడిన తర్వాత మొలకలు వచ్చినాయి కదా ఇంకా వర్షం పడింది కదా అని మళ్ళీ చేను దగ్గరకు వచ్చి మొలకలు వచ్చినాయి మేడం మొలకలు వచ్చిన తర్వాత అంతా బాగా మలిసింది మధ్యలో ఇట్లా గొర్రెలు వచ్చి మేము కొంచెం కంప వేసినా కూడా అవి తీసేసి వాళ్ళు అక్కడ అక్కడ కొన్ని మేపేసినారు మేడం మళ్ళీ ఇంకా ప్రతిరోజు మా ఆయన వచ్చి కాపలా ఉన్నాడు మేడం కాపలా ఉండి ఇవి అయినా కొన్ని అయినా కాపా కాపాడగలుగుతున్నాం కొంచెం ఎత్తైన రెండు నెలలు మూడు నెలల పంట అయిన తర్వాత మళ్ళీ ఈ కొంచెం కొంచెం ఏమన్నా వస్తుందేమో అని చెప్పి చూసినప్పుడు కొంచెం ఆకులు బరకలు పడుతున్నాయి మేడం అప్పుడు వచ్చి మళ్ళీ ద్రవజీవామృతం పారించినాం మేడం చెట్టుకు ఇట్లా వరుసగా పోసుకుంటా పోయినాము ద్రవజీవ అమృతం అప్పుడు ఉలవ వేయలేదు మేడం కందికి మాత్రమే ద్రవజీవామృతం వేసినాను వేసిన తర్వాత మొక్క బాగా పెద్దదైంది నాలుగైదు నెలలు అయిన తర్వాత మళ్ళీ కొంచెం పురుగు పడినట్టుంటే పుల్లటి మజ్జిగ కూడా స్ప్రే చేసినాం మేడం పుల్లటి మజ్జిగ స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ కాపుకొచ్చి పూత అట్లా వచ్చిన తర్వాత మళ్ళీ సార్ వాళ్ళు అందరూ వచ్చిన తర్వాత సీట్ టు సీడ్ వెరిఫికేషన్ అందరూ వచ్చిన తర్వాత కొంచెం పురుగు ఉందని చెప్పినప్పుడు వేపాకు ఆడించి ఎన్పిఎం షాప్ దగ్గర పోయి సిఏ ఐసీఆర్ పొలం అంతా కలిసి వేపాకు ఆడించుకొచ్చి మూత్రంతో కలిపి స్ప్రే చేసినాం మేడం మళ్ళీ తర్వాతంగా కొంచెం కొన్ని అవి మళ్ళీ కొద్ది ఉన్న తర్వాత నాకు ఆలోచన వచ్చింది సార్ వాళ్ళు మా ఖాళీ ప్లేస్ ఉండకూడదు అని రామ్ప్రసాద్ సార్ గారు ఆదినారాయణ సార్ గారు గంగలప్ సారు అందరూ మా బ్లాక్ కోఆర్డినేటర్ అందరు వచ్చిన తర్వాత చూసినారు మేడం తర్వాత ఖాళీ ప్లేస్ ఉండకూడదు ఏదో ఒకటి చేయాలి అన్నప్పటికీ నాకు ఆలోచన వచ్చింది మేడం సార్ వాళ్ళు చెప్పినారు అని చెప్పి మళ్ళీ ఈ జెడ్బిఎన్ఎఫ్ ఉలవలే మేడం ఎన్పిఎం షాప్లో తెచ్చి ఇత్తన శుద్ధి చేసి మళ్ళీ ఉలవలు కూడా చల్లినాం ఉలవలు చల్లిన తర్వాత చిన్న చిన్న వాన తుఫాను లేచినట్టు వచ్చి బాగా వచ్చింది మేడం బాగా వచ్చిన తర్వాత చాలా సంతోషపడి మళ్ళీ ఇంకా సార్ వాళ్ళు మేము డ్రైస్ వాటర్కు తోలించుకోండి మేము డబ్బులు ఇచ్చామని చెప్పినారు అప్పుడు రెండు ట్యాంకర్లు తెచ్చి ఉలవ అంటే డ్రైస్ రో వాటర్ స్వింగ్ అంటే డబ్బు ఈ ట్యాంకర్తో నీళ్ళు పడతాం మేడం పైప్ పట్టి ఇట్లా అంత పైప్ మనం టింకర్లకు వదులుతారు కదా మేడం ఆ విధంగా ఇట్లా పట్టేసుకొని ఆ పైపుని ఇట్లా వదులుకుంటున్నాం మేడం టింకర్ల వదులుకుంటా ఉన్నాం మేడం అట్లా వదిలినాము తర్వాత మళ్ళీ ఈ మధ్యనే ఒక ఐదు ఆరు రోజులు అయింది మేడం ఈ పూతలో ఏమన్నా కొంచెం పురుగు ఉన్నట్టుంటే ఆ పురుగు కూడా వేప నూనె ఐసీఆర్ పిలము అందరం కలిసి మా వీళ్ళు మేడం సిఏ వాళ్ళు అక్కడ ట్రైనింగ్లో ఉన్నారు మేడం వాలంటరీగా మేము వచ్చి వేప నూనె స్ప్రే చేయడం జరిగింది మేడం ఇప్పుడు మొత్తం అంతా అయితే మూడున్నర ఉంది మేడం మూడున్నర అయితే ప్రస్తుతానికి ఒక అర్ధ ఎకరా వేసిన మేడం అక్కడ అర్ధ ఎకరా అన్నకి ఇచ్చేసిన మేడం సిఏ బాబ్జన్న గారికి ఇది అర్ధ ఎకరా పొలంలో నేను వేసుకుంటాను రెండు రకాల పంటలు వేసాను అవును మేడం అలసంద ఆమ్దము అన్నీ కూడా వేసినాం మేడం కానీ ఇవి కొన్ని వర్షం పడకుండా ఉండడం వల్ల అవి చిన్న చిన్న మొక్కలైనా ఎండిపోయినాయి మేడం చుట్టూ బార్డర్ క్రాప్ కూడా జొన్న వేసిన మేడం ఆమ్దం కూడా వేసిన అన్నీ ఈ వర్షం పడనందువల్ల కొన్ని ఎండిపోయినాయి మేడం మరి ఇప్పుడు మీకు ఏంటి ఇది చూసుకున్నాక ఇంత రాళ్ల రప్పల మధ్యలో చాలా ధైర్యంతో చాలా ఓపికతో చాలా శ్రమతో మీరు చేస్తున్నారు కదా అవును మేడం మీకు ఇప్పుడు ఒక నమ్మకం వస్తుందా మేము ఇట్లా ఈ పద్ధతిలో వీళ్ళు చెప్పిన ఖచ్చితంగా మేడం మూటికి ముమ్మాడి ఖచ్చితంగా మేము ఎప్పటికైనా కూడా జడ్బిఎన్ పద్ధతిలోనే చేయాలనుకుంటున్నాం మరి కొంతమంది అయితే వర్షం లేకుండా పొలాలన్నీ బీడుగా ఉన్నాయి మేడం మాకు ఇప్పుడు చేతికి పంట వస్తుందంటే చాలా సంతోషమే కదా మేడం మాకు మేము కూడా ఈ రోసా ఇంగ్ వాటర్ చేయకోకుండా ఖాళీగానే పెట్టుకునేవాళ్ళం మేడం పొలము సార్ వాళ్ళు వచ్చి ఖచ్చితంగా వేయండి మా చూద్దామని అని చెప్పినప్పటికీ ధైర్యంగా ఇప్పుడు వేసినాం కదా వేసిన చేసినప్పటికీ మాకు దిగుబడి వస్తుంది కదా మేడం మామూలుగా పురుగు మందులు కొనాలంటే అప్పుడు పత్తి వేసినప్పుడు ఎక్కువ మొట్టమొదట ఎరువులే వాడేవాళ్ళం మేడం మళ్ళీ మధ్యలో రసాయన మందులు వాడతాను అప్పుడు పత్తికి అది తీసుకురావాలంటే వేలు వేలు పెట్టి మందులు కొట్టినాం మేడం ఇప్పుడు మనం ఏం కొట్టలేదు కదా మేడం ప్రకృతిలో దొరికే వేపాకు మూత్రము అది తక్కువ బెల్లము శనగపిండి తక్కువ పెట్టుబడే కదా మేడం అందుకోసమని ఇప్పుడు మేము ఎప్పటికీ జబ్బేర్నే పద్ధతిలోనే చేయాలని ఎందుకుంటున్నాం మేడం మా మా అమ్మ మా ఆయన కూడా తప్పకుండా మనం జడ్బీఎన్ఏ పద్ధతిలోనే చేద్దాము ఎప్పటికీ పంటలు ఈ విధంగానే పండిస్తాము అని చెప్పి అనుకుంటున్నాం మేడం మా పొలంలో మేడం ఇది పక్షి స్థావరాలు రైతు నేస్తాలని ఇక్కడ పక్షులు వచ్చి వాళ్తాయి మేడం ఈ ప్లేస్లో ఇక్కడ ఏమైనా చెట్టు పైన పురుగున్నప్పుడు అది తినేస్తుంది మేడం అప్పటికి అందుకోసమని ఇవి పక్షి స్థావరాలు ఏర్పాటు చేసినాం మేడం ఇదో ఇక్కడ కూడా కూర్చున్నాయి మేడం పక్షులు కూడా ఇక్కడ పెంట కూడా వేసినాయి మరి ఈ పక్షులు మీ పొలంలో వాటిని గింజలు నేను తినవా అంటే తిని కొన్ని తిన్నా కూడా మిగతావి అయినా కూడా మిగులుతాయి కదా మేడం ఇబ్బందిలే కొన్ని తినే ఇంకా టైంకి వచ్చేతలకి కోత తీసేస్తాం కదా మేడం కొన్ని తిన్నా కూడా కొన్ని అయినా మిగులుతాయి కదా చాలు పసుపు పల్లెలు మేడం ఇవి ఇవి చాలా దోమ ఉండేది మేడం దోమకు ఈ ఈ నైట్ చూసి ఇది ఏదో అని ఆకర్షించి ఆ దోమ అంతా చెట్టు పైన వాలకుండా ఈ ప్లేట్లకు అతుక్కుంటుంది మేడం ఇవి దాంట్లకు పెట్టినాం మేడం పక్షి పసుపల్లెలు ఇవి లింగాకర్షణ బుట్టలు మేడం ఇవి ఇక్కడ ప్యూపా అని ఆడదోమ అని ప్యూపా ఉంటుంది మేడం అక్కడ లూడ్స్ పెడతాము ఆ లూడ్స్ కోసం మొగ పురుగు వస్తుంది మేడం వచ్చినప్పుడు రెక్కల పురుగులు అవి ఆ యొక్క ఇక్కడ ఈ బుట్టలు పడిపోతాయి మేడం ఇక్కడ బుట్టలు పురుగులు మేడం